hello friends hi welcome to మన ఇంటి థింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ శ్రీజ ఇవాటి వీడియో వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ ఆఫర్ గురించి స్పెషల్ డిమార్ట్ హాల్ శ్రీజ ఇవాటి వీడియో వచ్చేసి ఏంటంటే ఏం లేదంటే స్పెషల్గా రెసిపీ అంటూ ఏం లేదు hello friends hi welcome to మన ఇంటి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కిచెన్కి సంబంధించిన కొన్ని కొన్ని కొన్ని వస్తు కొన్ని వస్తువులు తీసుకున్నాను వాటిని మీతో చూడ వాటిని మీతో షేర్ చేస్తాను వాటిని చూడండి friends hello friends hi welcome to మన ఇంటి థింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి గా ఇవాళ వీడియో వచ్చేసి కుకుంబర్ ఫెయిర్నెస్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా వాడాలి అనేది మీతో షేర్ చేస్తాను hello friends hi welcome to మన ఇంటి థింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ శ్రీజ ఇవాటి వీడియో వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ ఆఫర్ గురించి స్పెషల్గా డిమార్ట్ హాల్ ఈ వీడియో మీకు నచ్చితే పక్కన ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అది నొక్కిన వెంబడే పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలా యాక్టివేట్ చేసి నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది ఈజీగా మిస్ అవ్వకుండా మీ వరకు చేరుతుంది hello friends good morning welcome to మన ఇంటి థింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ శ్రీజ వాళ్ళ వీడియోలో టాపిక్ ఏంటంటే కనుక ఫేషియల్ హెయిర్స్ ఎలా రిమూవ్ చేయాలి అనే టాపిక్ అండి అలాగే hi friends hello well hello friends hi welcome to మన ఇంటి థింగ్స్ ఎలా ఉన్నా hello friends good morning welcome to మన ఇంటి థింగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ శ్రీజ వాళ్ళ వీడియోలో టాపిక్ ఏంటంటే కనుక